జనగామ జిల్లా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ ఎలక్షన్లలో లౌకికవాదులు లౌకిక పూజావాదులు ఈ నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో తొక్కడానికి నాయకులు ఈ రోజు పాపం ప్రగతి భవన్ దాటి కూడా బయటికి రాకుండా ఇంకా పడుతున్న సంగతి మనందరూ తెలుసు అంతేకాదు తౌడు బండి పెట్టి కూకటి వేలల్లో కూడదన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ రోజు ముఖం కాటేసి ఇంకా పడుకున్నాడు ఇది ఇది ఒక చెంప పెట్టినారా తీర్పు ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలు ఈ జరిగినటువంటి సెమీఫైనల్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డ సంగతి తెలుసు వచ్చే ఫైనల్ ఈ రాష్ట్రానికి పట్ల పీడను కూడా విడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ సమాయత్తమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పైన ఉంచిన నమ్మకానికి